అమృతవిలాస్కి వెనక ఉన్న శెట్టిగారి ఖరీదైన ఇంటిని గురించి తెలుసుకుంటాడు అప్పాజీ ఆ శెట్టిగారితో ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్యూచర్లో తనకేమైనా లాభం ఉండొచ్చని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతాడు గణపతి తిరుపతి అనే ఇద్దరు తింగర చిల్లర దొంగలు ఒకేసారి కోటి రూపాయలు సంపాదించేయాలన్న ఐడియాతో శెట్టి కొడుకుని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తారు అప్పాజీ తన డైనింగ్ టేబుల్ని డాబా మీదకు మార్చి శెట్టిగారి దృష్టిలో పడాలని తెగ ట్రై చేస్తుంటాడు ఆంజనేయులు కొడుకు మారుతి ఊర్నుంచి వస్తాడు మారుతి బాగా లావున్నాడని బరువు తగ్గాలని రోజూ శెట్టిగారి పిల్లలతో పార్కుకి జాగింగ్కి వెళ్లమని చెప్తాడు ఆంజనేయులు పార్కులో ఆడుకుంటున్న పిల్లల్లో శెట్టిగారి కొడుకుని కిడ్నాప్ చేయాలని వచ్చిన తిరుపతి గణపతి వాళ్ల తింగర తెలివితేటలతో పొరపాటున అంజి కొడుకుని కిడ్నాప్ చేస్తారు ఇక ఈ రాంగ్ కిడ్నాప్ రామాయణం ఎలా రన్ అవుతుందో చూద్దాం పిల్లలు ఎత్తుకెళ్లేవారు చల్లనివారే రే హెల్ప్ చేయి గున్నేనుగులా ఏం బరువున్నావురా టన్నుకు తక్కువ రైటే ఈ కచ్చిపుకున్న క్లోరోఫామ్ పవర్ ఇంకా తగ్గినట్లేదురా దానికి పవర్ తగ్గడం కాదు దాన్ని తట్టుకునే పవర్ నీకు లేదు వీక్ ఫెలా ఐజీ ఐజీ లేరా పరా ఆ శెట్టి గారికి ఫోన్ చేసి కోటి రూపాయలు అడగరా నువ్వు అడుగు నేను అడగడం ఏంట్రా నాకు అసలు టెన్షన్గా ఉంటేను లేరా లేరా హలో హలో ఆ, శెట్టి గారేనండి అవును సార్ నమస్తే నమస్తే మీ అబ్బాయి ఉన్నాడా ప్రవీణ్ ఫ్రెండ్వా రే ప్రవీణ్ గట్టిగా అరవకండి ప్రవీణ్ లేస్తాడు లేస్తాడా అంటే పడుకున్నాడా అవును మత్తుగా నీకెలా తెలుసు ప్రస్తుతం నా దగ్గరే ఉన్నాడు నీ దగ్గరుంటే నాకు ఫోన్ చేసి ఉన్నాడా నన్నెందుకు అడిగావు డబ్బులు ఇస్తావు కాబట్టి డబ్బులు ఎందుకు ఇవ్వాలి కిడ్నాప్ చేశాం కాబట్టి ఆ కిడ్నాపా ఈ షాక్ కోసం ఇన్ని ప్రశ్నలు అడగాల శెట్టి గారు ఎవరు సార్ మీరు కిడ్నాప్ ఏమిటి నేను ఐటీ ఐటీయా ఏంటి సార్ మీరు రేడింగ్లు మానేసి కిడ్నాప్లు మొదలు పెట్టారా ఇప్పటి వరకు లెఫ్ట్ హ్యాండ్తో రేడింగ్ అయింది ఎడం చేతి వాటంగా రేడింగ్లు కుడి చేతి వాటంగా కిడ్నాప్లు చేసి వసూలు చేస్తున్నారన్నమాట మీరెలా అనుకున్నా సరే మాకు కోటి రూపాయలు ఇస్తే మీ అబ్బాయిని వదిలిపెడతాం కోటా టూ మచ్ సార్ నేను ఇన్కమ్ ట్యాక్సే కట్టుకోవచ్చు సార్ మీకు అంత లంచం ఇచ్చాకంటే ఆ, లంచం ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి మీరు ఐటీ కదా అవును ఐటీనే ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్సే కదా కాదు అది నా కోడ్ నేమ్ కోడ్ నేమా మరి మీ అసలు పేరేమిటి అది చెప్పొద్దనే కదా ఈ కోడ్ నేమ్ ఐటీ ఆ? అంటే మీరు తమరు కిడ్నాపర్ సార్ సార్ నిజంగాను సార్ సార్ మా అబ్బాయిని ఏం చేయకండి సార్ మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ <laughs> భయపడుతున్నావా నీ కొడుకుని ఏమీ చెయ్యం కోటి రూపాయలిస్తే సార్ కోటి కాకపోతే రెండు కోట్లు తీసుకోండి సార్ నా కొడుకును మాత్రం ఏం చేయకండి సార్ ప్లీజ్ రెండు కోట్ల ఐజీ ఐజీ చూడండి ముందుగా మేము వేసిన ప్లాన్ ప్రకారం మమ్మల్ని ఫాలో అవ్వనివ్వండి మధ్యలో మీరు ఫిగర్లు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి ఓకే ఓకే నేనేం కన్ఫ్యూజ్ చేయను సార్ మీరు అడిగినట్టుగా కోటి రూపాయలు తెచ్చిస్తాను ఎక్కడికి తెచ్చేవాలి సార్ ఆ ఫిలిం నగర్లో ఒక చోట డ్రాప్ బాక్స్ పెడతాం అందులో వేయండి ఫిలిం నగర్లో ఎక్కడ పెడతారు సార్ అది ఇంకా డిసైడ్ చేయలేదు నేను తర్వాత చెప్తాను ఎలాగో కోటి రూపాయలు ఏర్పాటు చేసుకోవడానికి మీకు టైం పడుతుంది కదా పర్వాలేదు నేను అరేంజ్ చేసుకుంటాను ఓకే మేము డ్రాప్ బాక్స్ అరేంజ్ చేసి చెప్తాం చూడండి ఈలోగా పోలీసులని పిచ్చి పిచ్చి వేషాలేస్తే అయ్యయ్యో అలాంటి పని నేనెందుకు చేస్తాను సార్ నా కొడుకే మీ దగ్గర ఉండగా వెరీ గుడ్ మధ్యలో మీకేమైనా డౌట్స్ వస్తే మా సెల్ఫ్ ఫోన్ చేయండి అలాగే సార్ ఒక్క నిమిషం నెంబర్ చెప్పండి nine three nine five nine three nine five three triple zero three triple zero two one two one sir నమస్తే నమస్కారం సార్ నమస్కారం సార్ రేయ్ అది అవసరం అప్పుడు ఖాళీగా కూర్చొని ఏం చేయాలరా సెట్కి ఫోన్ చేసావా చేశాను ఏమన్నాడు ఏమంటాడు డబ్బు రెడీ చేసుకుంటానంటాడు రై ఇడు ముఖానికి ఇంకా గుడ్డ తీయలేదా క్లోరోఫామ్ ఎక్కువైన ప్రమాదారా ఐజీకి క్లోరోఫామ్ అంటే మరీ ఎలర్జీ ఎక్కువైనట్టుంది తాగితేనే పడిపోతున్నాడు ఐజీ ఒరే ఐజీ ఐజీ ఏంట్రా వాసన కూడా చూడలేదు కదా వాసన కాదురా బాబు రూపం ఇడా చెట్టు కొడుకు కాదు నీకింకా మత్తు దిగినట్లేదు సరిగ్గా చూడరా ఐజీ క్లియర్గా చూసే చెప్తున్నాను రా ఇది కాదు ఒరే ఇది ఎర్ర రంగు టీషర్టు క్లియర్ క్లియర్గా కనబడుతుందా కనబడుతుంది షర్టు కలరు క్లియర్గా కనబడుతుంది మరి శెట్టి కొడుకు ఎందుకు క్లియర్ గా కనబడట్లేదు అబ్బా వీడి సెట్ కొడుకైతే కదరా కనిపించడానికి అంటే చెట్టు దగ్గర మత్తు పెట్టేటప్పుడే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అక్కడ ఉన్నప్పుడు ఆ సెట్టు కొడుకు ఎరచొక్కలా ఉన్నాడు మరి షట్టు మారిందా మనిషి మారాడా రేయ్ మత్తు వదిలేక జాగ్రత్తగా ఆలోచించు ఇప్పుడు బాగానే వదిలింది అప్పుడే వదలలేదు అందుకే మిస్టేక్ చా ఈడు శెట్టి కొడుకు కానప్పుడు మరి అతనెందుకురా డబ్బులు అరేంజ్మెంట్ చేస్తా అన్నాడు వీడి నీ సెట్టికి ఇంకొక కొడుకా లేక ఇంకొక సెట్ కొడుకా పని ఇక్కడ చేస్తూ గేట్ మీద మనసు పెట్టావేంట్రా ఎవరైనా వస్తానన్నారా ఏంటి నా మారుతి కోసం రా ఓహో జాగింగ్కి వెళ్ళి చాలాసేపు అయింది టిఫిన్ టైం అయింది ఇంకా రాలేదు రే బాగా లావుగా కనబడుతున్నావు అని అన్నావు కదా అది తగ్గించడానికి బాగా కష్టపడుతున్నాడేమో అంకుల్ ఎస్ మారుతి ఇంటికొచ్చాడా ఇంటికి రావటం ఏంటి నీతో ఆడుకోవడానికి వచ్చాడుగా ఆట మధ్యలో సడన్ గా కనిపించకుండా పోయాడు సరే బాత్రూమ్ ఏమన్నా అర్జెంట్ ఏమో ఇంటికి వచ్చి ఉంటాడని మేము ఇప్పటిదాకా ఆడుకొని వస్తున్నాం లేదురా ఇంటికి రాలేదు రాలేదా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఆ పార్క్ లో జాగర్స్ పాత అంతా చూసారా ఇంకా జాగింగ్ చేస్తున్నాడేమో అక్కడే లేదంకుల్ మేము జాగింగ్ చేసిన తర్వాతే ఆడుకున్నాం అవునా సరే వచ్చిన వెంటనే నేను చెప్తాను వెళ్ళు అమ్మో మా ఇంటికి అప్పుడే వెళ్ళను ఆట మధ్యలో మేమిద్దరం షర్ట్స్ మార్చుకున్నాం అంకుల్ నా షర్టు నేను వేసుకెళ్ళకపోతే మా మమ్మీ నా వీపు చీరేస్తుంది ఎక్కడికి వెళ్ళాడో ఎంతసేపటికి వస్తాడో కంగారు పడకరా బాగా ఆకలేసి ఉంటుంది ఏదైనా మంచి హోటల్ చూసి బాగా లాగిస్తూ ఉంటాడు అబ్బా ఆకలి డాడీ స్వీట్స్ ఎవరినా మీ డాడీ నువ్వెవరు ఐజీ నమస్తే ఇన్స్పెక్టర్ జనరల్ అబ్బా పోలీసులంటే నీకు చాలా రెస్పెక్ట్ ఉందే నాకు ఇష్టం సార్ ఐపీఎస్ చదివి పోలీస్ అవ్వాలని నా అబ్బో రేయ్ వీడు ఏ కమిషనర్ కొడుకు ఐజీ కొడుకు అయి ఉంటాడు ఎలా చెప్తున్నావురా ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు ఓ దొంగ కొడుకు దొంగే అవుతాడు ఖచ్చితంగా వీడు పోలీస్ కొడుకే అందుకే పోలీస్ అవ్వాలనుకుంటున్నాడు లాజిక్ బాగానే ఉంది ఇప్పుడు ఏం చేద్దాంరా మనం కిడ్నాపర్స్ అని తెలియకుండా జాగ్రత్తగా వీడిని ఇక్కడి నుంచి తప్పించడం బెటర్ ఏం సార్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు నన్ను పట్టించుకోరా నాకు ఆకలేస్తుంది టిఫిన్ కావాలి ఇదిగో ఇప్పుడే తెస్తాను నీకేం కావాలి బాబు keema dosa chicken dosa egg dosa rava dosa set దోశ బాబు నేను అడుగుతుంది నాలుగు పూట్లకు కాదు ఈ పూటకి నేను చెప్పింది ఈ పూటకే అరే నువ్వు ఎక్కువ ఇసుకొచ్చుకుంటా తొందరగా తీసుకురా హలో నువ్వు కూర్చోమ్మా కూర్చో అవును నేను ఇక్కడికి ఎలా వచ్చాను అది మేమే తీసుకొచ్చాం ఎందుకు నిన్నెవడో కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే కాపాడు ఇక్కడ తీసుకొచ్చాం థ్యాంక్ యూ అంకుల్ మీ నాన్నగారు అడిగినా నువ్వు ఇదే చెప్పాలి తప్పకుండా అంకుల్ మీ నాన్న ఏ పోలీస్ స్టేషన్లో పనిచేస్తారు మా నాన్న పోలీస్ స్టేషన్లో ఎందుకు పనిచేస్తాడు అంటే మీ నాన్న పోలీస్ కదా కాదే ఓ అయితే మీ నాన్న సెట్టా కాదు షెఫ్ అంటే సెట్టి గారికి మీకు ఏ సంబంధం లేదా ఎందుకు లేదు మా నాన్న సెట్ గారు ఫ్రెండ్స్ ఫ్రెండ్సా అంటే సెట్టి గారు కొడుకు ఫ్రెండ్ ఒక్క నిమిషం అంటే శెట్టి కొడుకు బదులు శెట్టి ఫ్రెండ్ కొడుకుని తీసుకొచ్చానమాట ఒక కుబేరుడు ఇంకో కుబేరుడితో కదా ఫ్రెండ్షిప్ చేస్తాడు మనకి కావాల్సింది కోటి ఆ ఎవడ కొడుకు అయితే అంటే ఈడి బాబునే బెదరగొట్టి ఆ కోటి గుంజితే సరే బాబు మీ నాన్న పేరేంటి ఆంజనేయులు మీ ఇంటి ఫోన్ నెంబర్ చెప్పు అదిగో నీ ముద్దుల కొడుకు ఫోన్ ఏదో హోటల్లో బాగా బిల్ చేసి డబ్బులు లేక నీకు ఫోన్ చేస్తుంటాడు రా అనవసరం కంగారు పడతావు స్పీకర్ ఆన్ చేయి హలో మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు కదా అవునండి మీకెలా తెలుసు ప్రస్తుతం నా దగ్గర ఉన్నాడు ఆహా మీరెవరండి ఐజీ ఐజీ గారా నమస్తే సార్ నువ్వు ఇప్పుడు సెల్యూట్ చేసావా అవును సార్ మీకెలా తెలిసింది ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చూసానులే సార్ వాణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడే వచ్చి తీసుకెళ్తాం అలాగే ఉత్త చేతులతో రావద్దు కోటి రూపాయలు తీసుకొని రండి అంటే హోటల్లో మా వాడు కోటి రూపాయలు బిల్ చేశాడా హోటల్ బిల్ అంతెందుకు వద్ది అది మా పార్ట్నర్ ఐటీ వస్తే కానీ తెలీదు అయినా బిల్లు మీరు పే చేయక్కర్లేదు మీరు కోటి రూపాయలు తెచ్చేంత వరకు మీ వాడికి ఇక్కడ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మీరేం మాట్లాడుతున్నారో మాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఐజీ గారు ఒక్క ముక్కలా చెప్తాను మేము నీ కొడుకుని కిడ్నాప్ చేసాం ఒక ఐజీ ఉండి మీరే కిడ్నాపులు చేస్తారా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎలా చేస్తే ఇండియన్ జనరల్ పబ్లిక్ ఇంకెవరితో చెప్పుకుంటుంది sir I'm not a police I'm a kidnapper అంటే మీరనేది రియల్ కిడ్నాపర్స్ గ్యాంగ్ మర్యాదగా మేము అడిగిన డబ్బు తెచ్చి ఇచ్చావా సరే సరే పోలీసులు అన్నావు అన్నావనుకో నీ కొడుకు నీకు దక్కడు <laughs> మళ్ళీ చేస్తాను ఇప్పుడు పెట్టాయి వాడేవడరా పైసా పైసా లెక్క పెట్టుకుని మనల్ని కోటి రూపాయలు అడుగుతాడా తింగరోడా మంచోడా అంకుల్ పోలీస్ రిపోర్ట్ ఇద్దామా నువ్వు ఉండహే అలా చేస్తే రిస్క్ ఏంటి రిస్క్ మా వాడిని ఏమన్నా చేస్తే వాడు దొరకాలి వాడిని ఖైమా చేస్తా ఎవరండి హోటల్లో అరే ఎవరు కస్టమర్ వచ్చినట్టున్నారు నేను ఇప్పుడే వస్తాను చెప్పండి సార్ ఇవి పార్సిల్ కావాలి ఓకే కూర్చోండి రాంజీ అర్జెంట్కి పార్సల్స్ కట్టాలి నేను అసలే టెన్షన్స్ లో ఉంటే ఈ పార్సెల్స్ గొడవేంట్రా రంజీ అనవసరంగా టెన్స్ అవకరా అన్ని కూల్ గా పరిష్కరించుకుందాం వెళ్ళు ఈ పార్సెల్స్ నువ్వు రెడీ చేయి నేను ప్రవీణ్ గారితో మాట్లాడి మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకుంటాను వెళ్ళరా keema dosa chicken dosa egg dosa rava dosa set దోశ నాన్న డైట్ కంట్రోల్ అయ్యాక నాకు నువ్వు బ్రేక్ఫాస్ట్గా keema dosa chicken dosa egg dosa rava dosa set దోశ చేసి పెట్టాలి నా బంగారు కొండ ఎక్కడున్నావురా టిఫిన్ చేసాడో లేదు అంకుల్ మీరు నిజంగా కిడ్నాపర్సా ఎస్ నాకు చిన్నప్పటి నుంచి దొంగల్ని కిడ్నాపర్స్ని చాలా దగ్గర నుంచి చూడాలని భలే కోరిక అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే దొంగల్లా లేరే చాలా స్మార్ట్గా ఉన్నారు అంకుల్ నన్ను ఏమన్నా చేస్తారా మీ నాన్న డబ్బు ఇస్తే ఏం చెయ్యం కష్టం అండి బాబు మా నాన్న మీకు కోటి రూపాయలు ఎప్పుడు ఇవ్వాలి నాకు స్వీట్ పెట్టడానికే ఆలోచిస్తాడు చిన్న చాక్లెట్ తో సర్వ్ పెడతాడు అంత పీనాసా ఫోన్లో బాగానే భయపడ్డాడే సరే ట్రై చేయండి మీ లెక్క ఎలా ఉందో నాకు ఆకలి బాగా దంచేస్తుంది మీ ఐటీ ఏంటి ఇంకా రాడు ప్రవీణ్ అసలు మావాడు మీ దగ్గర నుంచి ఎలా మిస్ అయ్యాడరా మేం రోజు ఆడుకుంటున్న ప్లేస్ లో మాకంటే ముందే వచ్చిన ఇద్దరు లాంటి వ్యక్తుల్ని అక్కడ చూసాం అంకుల్ డౌట్ లేదు వాళ్లే కిడ్నాపర్స్ అయి ఉంటారు అవును అంకుల్ వాళ్ళ దగ్గర బ్యాగు తాళ్ళు కూడా ఉన్నాయి ఒరే వాళ్ళెవరనుకుని మన మారుతిని కిడ్నాప్ చేశారు అనవసరంగా దిగులు పడకరా ధైర్యంగా ఉండు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పారు కదా చూద్దాం ఏం జరుగుతుందో ఒరే ఇటు పోలీసు కొడుకు కాదు మరి కోటు వరాల ఓట మరి మనీ ఎక్కడ డ్రాప్ చేయాలో ఫోన్ చేసి చెప్పావా నేను ఇంకా ఏం చెప్పలేదురా ఏదైనా చెత్తకుండి పక్కన పెట్టి వెళ్ళమని చెప్దాం వాళ్ళకి లక్ష్మీదేవిని చెత్తకుండి లేమంటే ఎలారా మనమే ఏదైనా మంచి సెంటర్లో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేద్దాం గుడ్ ఐడియా ఉమ్. పలానా టైంకి క్యాష్ నందులో డ్రాప్ చేయమని చెప్తాం అది సరేనా డ్రాప్ బాక్స్ ఎక్కడ పెడదాం ఏదైనా మంచి సెంటర్ అంటే అమృత విలాస్కి ఇరవై గజాల దూరంలో డ్రాప్ బాక్స్ పెడదాం గుడ్ నువ్వు ఆ పనిలో ఉండు శెట్టి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ శెట్టి గారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారే కోట్ల మీద బిజినెస్ కదా ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది బాబు ఆటాపి ఆకలి సంగతి చూడు లంచ్ టైం అయింది ఇందాక అంత తిన్నావు మళ్ళీ లంచా ఎంత తిన్నావా అన్నది ముఖ్యం కాదు టైం కి నాలుగు పూట్లా తిన్నావా లేదా అనేది నాకు ముఖ్యం వెళ్ళి తీసుకురా ఆగు నా లంచ్ మెను అడగకుండానే వెళ్తావే ప్లేట్ మీల్స్ తేవడానికి అడిగేదేముంది ఆ ప్లేట్ మీల్స్ మీరు తెచ్చుకోండి నా ఆర్డర్ రాసుకో మళ్ళీ రాసుకునే అన్ని ఉన్నాయా అబ్బా విసిగించకుండా రాసుకోవయ్యా నాలుగు butter naan chicken butter masala paneer butter masala kadai chicken దలై mutton chicken mutton mixed biryani ఏంటి రాసుకున్నావా లేదు ఐజీ వచ్చాకే వెళ్తాను ఏ ఇందాక మిగిలిన చిల్లరా నీ మెనుకు సరిపోదు ఐజీ సార్ వచ్చాడు రేయ్ ఓ రెండు వేలు ఇవ్వరా ఎందుకు లంచ్ తేవడానికి ముగ్గురికి కలిపి రెండు వేలు ఆ లంచ్ కాదు ఆడికొక్కడికే రెండు వేలు మన ఇద్దరికి ఇరవై అవన్నీ నేను ఒక్కడే తింటానా ఏంటి మనందరం కలిసి తిందాం మాకు వద్దునైనా ఏంటి సార్ నన్ను అడ్డం పెట్టుకుని కోటి రూపాయలు సంపాదిస్తున్నారు ఆఫ్టర్ ఆల్ రెండు వేలు ఖర్చు పెట్టలేరా అంజీ ఎరా ఫోన్ వచ్చిందా లేదురా ఆర్డర్ వచ్చింది ఈ ఫోన్ దగ్గర నేను కూర్చుంటాను కానీ నువ్వు వెళ్ళి పార్సల్ సంగతి చూడు నా మారుతిగాడికి ఈ మెను అంటే ఎంతో ఇష్టం డైట్ కంట్రోల్ అయ్యాక ఈ లంచే చేసి పెట్టమని అడిగేవాడు పాపం పిచ్చికొండా వాడికి లంచ్ పెట్టారో లేదు హలో ఐజీ కిడ్నాపర్ ఐజీ మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా అప్పుడే కోటి రూపాయల డబ్బు రెడీ అయిందా అంత డబ్బు మా దగ్గర అసలు ఎప్పటికీ రెడీ అవుతుంది కానీ మీరు ఎక్కడున్నారు రై నీకు అసలు మాట్లాడడం చేత కదా ఇలా ఇవ్వు ఫోను అంటే ఏంటి మేము అడిగిన డబ్బు ఇవ్వకుండా మేకుండా కనిపెట్టి పోలీసులు పట్టించే ప్రయత్నమా చచ్చే మాకు అసలు అలాంటి ఆలోచనే లేదు సార్ గొంతు మారిందేంటి నేను మా ఆంజనేయులు పార్ట్నర్ని చెప్పు మీ పార్ట్నర్కి పిచ్చి పిచ్చి వేస్తే ఇక్కడ అతని కొడుకు మా చేతుల్లో ఉన్నాడు అబ్బే అదేం ఉండదు సార్ డబ్బు రెడీ అయిన వెంటనే మా నెంబర్ ఫోన్ చేయండి ఒక్క నిమిషం చెప్పండి sir nine three nine five three triple zero two one okay sir మా బాబుని మాత్రం మీరేం చేయకండి మీ సంప్రదింపులు తొందరగా అయ్యి డబ్బు సరిగ్గా చేతికిస్తే ఏమి చేయం సార్ ఓకే సార్ అంత సవ్యంగా జరుగుతుంది సార్ దొంగ వెధవల్ని సార్ సార్ అంటూ అంత మర్యాద ఇస్తావేంట్రా ఉండరా ఇంత సెన్సిటివ్ మ్యాటర్స్ లో ఆవేశం పనికిరాదు మారుతి గడికి వాళ్ళు ఏమైనా అపాయం తలబడితే నో అలా జరగకూడదు ఏంట్రా ఇంత లేటు డ్రాప్ బాక్స్ పని మీద బయటికి వెళ్ళాలని తెలుసు కదా ఇప్పుడు వెళ్ళరా పెద్ద తిక్కలడుగురా మేనేజర్ ఇంకా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయినా ఎలాగోలా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అరేంజ్ చేయండి సాయంత్రం ఐదు గంటలకల్లా కోటి రూపాయలు నా టేబుల్ మీద ఉండాలి అర్థమైందా సిట్టి గారు పొద్దుటి నుంచి ఒకటే మూడ్లో కనిపిస్తున్నారేమిటి ఏమిటి ఓకే సిట్టి <laughs> గారు ఖచ్చితంగా టెన్షన్లో ఉన్నారు మే ఐ హెల్ప్ యూ ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏమిటో హలో కిడ్నాపర్ ఐటీ సార్ మా అబ్బాయిని ఏం చేయకండి సార్ ప్లీజ్ ఏమీ చేయము మీరు అడిగిన కోటి రూపాయలు రెడీ అవుతున్నాయి సార్ నీకు రెడీ అవ్వంగా తెచ్చేస్తావా అలాగే సార్ కాదు సార్ మీరు ఎప్పుడు తెమ్మంటే అప్పుడే తెస్తాను సార్ నేను చెప్పేది జాగ్రత్తగా విను మేము ఏర్పాటు చేసే డ్రాప్ బాక్స్ అమృత విలాస్కి ఇరవై గజాల దూరంలో ఉంటుంది నువ్వు ఆ కోటి రూపాయల బాక్స్ ఆ డ్రాప్ బాక్స్లో పలానా టైంకి వేయాలి ఎప్పుడు వేయమంటారు సార్ చెప్పాను కదా పలానా టైం కని అదే సార్ ఆ పలానా ఏ టైము అని మళ్ళీ అడుగుతావు ఫలానా ఓ సారీ మా పార్ట్నర్ ఇంకా టైం ఫిక్స్ చేయలేదు రాగానే కనుక్కొని చెప్తాను పార్ట్నరా అంటే మీరిద్దరా ఇద్దరం కాకపోతే ముగ్గురం ఉంటాం నీకెందుకయ్యా సారీ సార్ ఇది మనసులో పెట్టుకుని నా కొడుకుని ఏం చేయకండి సార్ ఈ కిడ్నాప్ విషయం ఎవరికి చెప్పలేదు కదా లే సార్ చెప్పలేదు మూడో కంటికి కూడా తెలియదు ఓకే ఇక మీదట కూడా నువ్వు ఇలాగే మెయింటైన్ చెయ్యి అలాగే సార్ మ్మ్. నీ గోలా now it's my snacks time రేయ్ నన్ను కోసుకు తినరా పీడ వదులుతుంది ఏంట్రా గొడవ చూడండి అంకుల్ నాకు ఏ టైంకి పడాల్సిన ఫుడ్ ఆ టైంకి పడకపోతే పిచ్చెక్కుతుంది రే అర్థం ఆర్గ్యుమెంట్ మానేసి వెళ్తే అవచ్చు కదరా రే ఖర్చు ఎంత అవుతుందో నీకు తెలుసా వచ్చేదాంతో పోలిస్తే పోయేదంతరా ఐజీ అంకుల్ కి లెక్కలు బాగా తెలుసు ఆగు ఆర్డర్ తీసుకోవా ఒరే అమృతం ఈ ఆర్డర్ పార్సిల్స్ తీసుకెళ్తున్న వ్యక్తి ఎవర్రా తెలీదురా ఎందుకు మారుతి డైట్ కంట్రోల్ స్టార్ట్ చేసిన తర్వాత తను నాలుగు పూట్ల తింటానన్న మెను యాజ్ ఇట్ గా టిఫిన్ లంచ్ స్నాక్స్ పార్సిల్స్ వెళ్ళాయి అంటే ఆ వచ్చిన వాడే కిడ్నాపర్ అయి మారుతి ఆర్డర్ని తీసుకెళ్తున్నాడు అంటావా ఎస్ డౌట్ లేదు డిన్నర్ పార్సల్కి వచ్చినప్పుడు ఫాలో అయ్యి ట్రేస్ చేసి పట్టుకోవాలి ఏంట్రా అర్థం కాలా అంతా అయిపోయింది ఏమైంది అది వాడు మధ్యాహ్నం లంచ్ పార్సల్కి వచ్చినప్పుడు ఐదు రూపాయలు చిల్లర కొట్టాడు రా ఇందాక స్నాక్స్ పార్సల్కి వచ్చినప్పుడు నాలుగు రూపాయలు కొట్టాడు అందుకని నాకు ఒళ్ళు మండి ఇంకోసారి కాంపౌండ్ లో అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతాను గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపేశా నాకు తెలిసాడు మళ్ళీ రాడు తొమ్మిది రూపాయలు చిల్లర కోసం నా మారుతి జీవితాన్ని పణంగా పెట్టావు కదా ఇది మరీ బాగుంది వాడు కిడ్నాపర్ నాకలా తెలుస్తుంది ఇంకా ఇంట్లో కాళ్ళు ముడుచు కూర్చుంటే కుదరదు కాళ్ళు అరిగేలా రోడ్లు పట్టుకు తిరిగితే గానీ మనం వాళ్ళని పట్టుకోలేం పద ఆగు ఆ ప్రవీణ్ గారు అయితే కిడ్నాపర్లు కరెక్ట్ గా గుర్తుపట్టగలడు నేను నిద్రలో తీసుకొస్తా ఉండు అవును శెట్టి గారి కొడుకుని కనిపెట్టి ఆయనకు ఆ కోటి సేవ్ చేస్తే శెట్టి గారితో నాకు ఫ్రెండ్షిప్ పెరుగుతుంది ఓ యాభై లక్షలు నాకు నజరానాగా దొరుకుతుంది కానీ ఆ కిడ్నాపర్స్ డెన్ కనిపెట్టడం ఎలా ఓ అరపూట సిటీ మొత్తం గాలిస్తే ఆ అరకోటి నాదే అవుతుంది అబ్బో ఇంత పెద్ద మహానగరంలో అదే ఈ జంట నగరాల్లో తప్పిపోయినోడు కోసం వెతకడంలో ఒక అర్థం ఉంది కానీ కిడ్నాప్ అయినోడి కోసం ఎక్కడని వెతుకుతాం ఎంతని వెతుకుతాం వెతికి వెతికి నా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయిరా ఇంక నా వల్ల కాదురా బాబు నన్ను అడిగితే అసలు ఈ వెతకడం అన్నది పెద్ద వేస్ట్ అలా అనుకు కోటి రూపాయలు సంపాదించగలవా ఆ కిడ్నాపర్లు వీళ్ళ అమ్మ అమృతం ఆంజనేయులు ఎంతకు తెగించారా వాణ్ణి దాచడానికి డన్ను లేక రోడ్లు పట్టుకు తిరుగుతున్నారా కూటి కోసం చేసిన కోటి విద్యలు ఫెయిల్ అయ్యాయని కోటి కోసమే కిడ్నాప్ చేశారా ఎంతసేపు అని ఒక చోట ఉంటాం వీడిని తీసుకుని పదరా సరే పద రైలే శెట్టిగారి కొడుకుని వాళ్ళ నుంచి తప్పించి ఇంటికి చేరిస్తే శెట్టిగారు నాకు నజరానా ఇస్తారో లేదో డౌట్ఫుల్ అదంతా ఆయన ఇష్టం ఇందులో నాకొచ్చే లాభం ఏంటి ఈ ఇష్యూ నాకు అనుకూలంగా మార్చుకొని కిడ్నాపర్స్లో నేను ఒకళ్ళ ఫోన్ చేస్తే ఎస్ డెబ్భై ఐదు లక్షలే చెప్పి కంటే ముందు మారువేషంలో క్యాష్ కలెక్ట్ చేసుకుని పిల్లవాడి ఆచూకీ చెప్పేస్తే డెబ్బై ఐదు లక్షల లాభం guarantee yes hello kidnapping <laughs> partner పిల్లలు ఎత్తుకెళ్లేవారు చల్లనివారే